సంకల్పముతో ఎడతెగక నీ ఎడల వాత్సల్యము చూపుదు అంటివే నిజమైన సౌందర్యముతో ఆశతో నీ హృదిని ఆకర్షించదనంటివే ఆశ్రయం నీవే నాకు ఆధారం నీవే నాకు అతిశయం దాసులను చేసినావు మా పితరుడు అబ్రహాముకు వాగ్దానము చేసినావు ఈ తరాల మమ్మను కూడా వారసులను చేసినావు ఆశీర్వాదం ఏ శత్రువు వలనను పన్నిన కానీ ఆగదు ఆశీర్వాదం నీవే నాకు ఆశ్రయం నీవే నాకు ఆధారం నీవే నాకు అతిశయం నీవే నాకు ఆనందం నీవే నాకు ఆశ్రయం నీవే నాకు ఆధారం నీవే నాకు అతిశయం చేయింత చేసినావు మా పితరుడు దావీదుకు ఆత్మజ్ఞానమిచ్చినావు ఆ క్రమాన నీ ప్రేమలో అతిశయింప చేసినావు ఎన్నో రీతుల తలాంతులిచ్చి నడిపెదవు నడిపెదవు ఎన్నో రీతుల తలాంతులిచ్చి నడిపెదవు నడిపెదవు ఆకాశములయమైన మారదు నీ సహవాసము ఈ భూమి ఆకాశములయమైన మారదు నీ సహవాసము నీవే నాకు ఆశ్రయం నీవే నాకు ఆధారం నీవే నాకు అతిశయం నీవే నాకు ఆనందం నీవే నాకు ఆశ్రయం నీవే నాకు ఆధారం నీవే నాకు అతిశయం నీవే రాజు సొలోమోనుకు జ్ఞానదనము ఇచ్చినావు మా మనమున పరమ మర్మములు మారు మృగ చేసినావు sí. నీ ఎడల వాత్సల్యము చూపులు వంటివే నిజమైన సౌందర్యముతో ఆశతో నీ ఉరిని ఆకర్షించదనంటివే निश्चयम् नीवेनाकु आनन्दम् नीवेनाकु आशयम् नीवेनाकु आधारम् नीवेनाकु अतिशयम् नीवेनाकु आनन्दम् शालेमु राजा नगरे तु वाडा